hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Vangalapudi Anitha time bad పాపం వంగలపూడి అనిత పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మరొకసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు అయితే ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు వద్దే వద్దని తెగేసి చెప్తున్నారు పట్టు వదలని అనిత టికెట్ కోసం ఎన్నెన్నో పాటలు పడుతున్నారు సీఎం జగన్ను విపరీతంగా తిడుతున్నారు మరోవైపు చంద్రబాబు లోకేష్లను ఆకాశమే హద్దుగా పొగడేస్తున్నారు అతిగా మాట్లాడితే అగచాట్లే తప్ప ప్రయోజనం ఉండదని పెద్దలు చెప్పిన మాటను అనిత వినిపించుకునే రకం కాదులేండి ఆమె రూటే సెపరేటు మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేస్తే ఏదో టికెట్ కోసం ఈ విద్యలన్నీ అని సరిపెట్టుకోవచ్చు సమస్య ఏంటంటే టీడీపీ కార్యకర్తలు నాయకులతో అంతకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారనే విమర్శ ఉంది ఇదే ఆమెను ప్రజల్లో చులకన చేస్తోంది తెగిస్తే పోయేదేముంది టికెట్ రావడం తప్ప అనే సిద్ధాంతాన్ని ఆమె బాగా వంట పట్టించుకున్నట్లున్నారు అనిత నిత్యం వార్తల్లో వ్యక్తే ఇటీవల చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ జగన్ను మనమంతా గెలిపిస్తామన్నట్టు ఓ వీడియో వైరల్ అయింది అయితే అది మార్ఫింగ్ వీడియో అని చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు అనిత ఫిర్యాదు చేశారు వైసీపీకి ఇదేం పని అని కొందరు రాజకీయ తటస్థులు కూడా తప్పుపట్టారు అయితే తదహస్తు దేవతలు మార్ఫింగ్ వీడియోను తదహస్తు అని అన్నట్టున్నారు సీఎం జగన్ను విమర్శించే క్రమంలో ఉత్సాహం ఎక్కువై అనిత నోరు జారింది ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే కలలో కూడా ఈ దొంగోడు ముఖ్యమంత్రి కావాలని అనుకోకూడదు దయచేసి నేను ఒకటే చెబుతున్నా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే బాధ్యత మనమంతా తీసుకోవాలి అని వీరావేశంతో అనిత పిలుపునిచ్చారు వైసీపీ సోషల్ మీడియా క్రియేటర్స్కు ఏమాత్రం పని లేకుండానే అనిత అద్భుతమైన బయట ఇచ్చారు బహుశా ఇది మార్ఫింగ్ అని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది రియల్ కాబట్టి జగన్ను మళ్ళీ సీఎంగా చూడాలని అనిత కలవరిస్తున్నారన్న మాట అంటూ సోషల్ మీడియాలో అనితపై సెటార్స్ పేలుతున్నాయి అనితకు కాలం కలిసి రాలేదనేందుకు ఇదే ఉదాహరణ